గురువును ఆశ్రయించి అలా వెళ్ళాలా అనేటువంటి ఒక భావన కలగడం మొట్టమొదటి సంస్కారం మొట్టమొదటి మనకు రావాలి ఏం కావాలా నేను గురువును ఆశ్రయించాలా అందుకని చెప్పాను ఈ తపశ్చర్యకు రావాల్సిన వాళ్ళకు ఒకటి కండిషన్ పెట్టేది ఏమది ఏదైనా ఒక గురువు దగ్గర ఉపదేశం పొంది ఉండాలని దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకి కనీసం ఈ సంస్కారం ఉంటే వాడికి సులభం అయిపోతుంది లేకున్నా కూడా ఓ ఇక్కడికి వచ్చి పోనీ ఇక్కడన్నా పోనుండాలి కనీసం ఇక్కడన్నా వచ్చి ఒక ఆశ్రయం పొంది ఏమీ ఉపదేశం పొందైనా ముందుకెళ్ళాలి దానికన్నా ముందుగా చేసుకుని వచ్చేది వాళ్ళకి సులభం పిల్లవాడు రోడ్లో పడి పొరుగుతూ ఉంటే చుట్టూ అందరూ చూస్తుంటే వాడికి తెలుస్తుంది అనుకున్నారా అందరూ చూస్తున్నారు ఇదంతా వాడికి ఏమో తెలదు అని ఏడుస్తూనే ఉంటాడు వాడికి వాళ్ళ అమ్మ ఇంకో రెండు దెబ్బలేసి ఇంకా ఏడుస్తాడే తప్ప అరే నేను ఆపాలా అనేది కూడా ఎందుకంటే వాడి చేతుల్లో లేదు హీఈస్ ఇన్ దట్ సంస్కారంలో ఉంటాడు అటువంటి ఒక చాలా తక్కువ హీనాతిహీనమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఈ తపశ్చర్యకి రావడానికి చాలా కష్టం అందుకే ఫస్ట్ బేసిక్గా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి తాను ఎవరన్నా కలి ఆయన దగ్గర వెళ్ళి ఆయన దగ్గర ఒక ఉపదేశం పొందున్నారు ఉపదేశం అంటే ఏమి అంటే దగ్గరగా వెళ్ళి తెలుసుకోవడానికి ఉపదేశం మీరు ఒక వీడియో చూసేసి ఆ గురుగారు వివేకానంద పుస్తకం చేసేసి ఆ గురుగారు ఆ సాయిబాబా గుడికి పోయి వచ్చేసి గురుగారు అంటే కాదు కాదు కాదు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శుశ్రూషి చేయాలా ఉండాలి ఉంటే ఆయన నీలో చాలా తప్పులు పడతారు ఆయన నీకు చాలా విధాలుగా నీకు ఇది సరికాదు కదా ఇది ఎందుకు ఇలా ఉన్నావు అంటారు మంచిదే అర్థమైందా తప్పు కాదు అలా అన్నప్పుడు నీలో ఒక అంతర్ముఖి అవుతావు అవునా నేను ఇంతమందికి ఇట్లా ఇబ్బంది పెడుతున్నానా నేను ఇలా ఇబ్బందులు చేసుకుంటున్నానా నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకేమైంది అని నేను ఎవరు ఏమవుతుంది అనే ఆలోచన మొదలైతే తపశ్చర్యకు పీఠం వేసినట్టు లేకపోతే రావణాసుడు అయిపోతుంది రావణాసుడు తపస్సు చేశాడు రావణాసుడు ఏం తపస్సు చేశాడు ఎవరి దగ్గర ఏ గురువు దగ్గర ఉపదేశం ఏం లేదు నాకు తెలుసులేనేసి కూర్చొని కఠోరమైన తపస్సు చేశాడు చాలా కఠినమైంది ఏ మామూలు వ్యక్తులు చేయలేనంత కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణే గెలుచుకున్నాడు కానీ ఏం ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం లేదు అంటే ఆ వ్యక్తి తనలో ఒక ఇంత కూడా ఒక సంస్కారాన్ని పొందలేదు ఒక మంచి కుటుంబంలో పుట్టి తాను కూడా ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాడు రావణ బ్రహ్మ బ్రహ్మవంశీయుడు బ్రహ్మ నుంచి వచ్చిన దీనిలో ఉన్నవాడు ఆ లీనియేజ్లో ఉన్న వ్యక్తి అయితే సంస్కారహీనుడు రాముడు మామూలుగా ఉన్నా కూడా వానరాలను తీసుకున్న వాళ్ళని సంస్కారవంతం చేశాడు ఎంత గొప్పవాడు చూడండి వానరులు అంటే ఏమేంటి ఇప్పుడు కోతులు వచ్చాయంటే నాశనం అయిందని లెక్క అట్లాంటి కోతులను తీసుకొని వాటితో యుద్ధాన్ని చేసి వాటితో మానవులనే గెలిచి దానవుల్ని గెలిచి అర్థమైందా గొప్ప గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహాయోధుల్ని ఎంతో గొప్ప గొప్ప బల పరాక్రమాలు ఉన్న వాళ్ళని కూడా గెలిచేశారు ఏంటి దానికి కారణం అంటే ఆయనలో ఉన్నటువంటి సంస్కారమే కారణం ఆయన దైవాంశుడైనా కూడా గురువులను నమస్కరించుకుని చేశాడు ఎంత గొప్ప సంస్కారం అంటే ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ ఈ మనిషి ఇంత గొప్పగా ఎవరైనా ఉండడానికి సాధ్యమా అనిపిస్తుంది అటువంటి గొప్పతనం మామూలుగా మనకు అట్లాంటి వ్యక్తులు తారసపడే చాలా కష్టం అందుకే మనం ఏమనుకుంటుంటామంటే ఇది ఊరికే కలిపోలేక ఎందుకంటే మనం చూడలేదు అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిత్వాన్ని మనం చూడనప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఇది ఓన్లీ ఏమీ ఇమాజినరీ అనిపిస్తుంది ఒకవైపు భార్యను దూరం చేసుకుని దుఃఖం ఉన్నా ఇంకోవైపున సంస్కారానికే విలువిచ్చే వ్యక్తి ఒక కుసంస్కారి తన భార్యను గురించి తక్కువగా మాట్లాడితే ఆ కుసంస్కారిలో సంస్కారాన్ని కలిగించాలనే భావనే తప్ప తన కుటుంబము తన భార్య ఏమైతుంది అనే ఆలోచన లేదు అంటే ఎంత గొప్ప సంస్కారం ఉండాలని ఆలోచించుకోవాలి సీతాదేవికి తెలిసింది రాముల వారు నన్నేదో కోప్పడో నన్నేదో ఇష్టం లేకను నన్నేదో దూరం చేసుకోవాలనో విడాకులు ఇవ్వాలనో నన్ను దూరం చేసుకోవాలని తెలియదు అని కాదు ఆమెకు తెలుసు ఏం తెలుసు ఆయన ఒక గొప్ప సంస్కారి ఆయన ఒక సంస్కరణను సమాజంలో తేవడం కోసం ఈ అడుగు తీసుకుంటున్నాడు అని ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఆలోచించుకోండి ఒక రాజు అంటే అన్ని పవర్స్ ఉండే వ్యక్తి భార్యను ఎవరైనా అంటే ఇప్పుడు మన ఎవరో ఒక ఏ భార్యను ఎవరన్నా అన్నారు అనేసి ఎంత పెద్ద గొడవ అయిపోయింది అనక అంటే ఎంత మనుషులు రెచ్చిపోయి వాళ్ళని హింసించి ఏమేమో చేయాలా కానీ రాముడు హింసించాల వాడు అన్నదానికి ఒక ఫర్మ్ స్టెప్ తీసుకుంది తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా అరేరే నేనేం చేస్తున్నాను ఎలా నడుస్తుంది ఏం జరుగుతుంది అట్లని ఈ మనిషికి భార్య వియోగం యొక్క బాధ లేదా అంటే ఉంది సో వాట్ ఎందుకంటే ఇది ఒకటి తెలుసుకోవాలి భగవద్గీతలో ఒకటి చెప్తున్నారు కృష్ణుడు చాలా ముఖ్యమైనది మీరు చదివింటారు వినింటారు సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ సుఖ దుఃఖాలు లాభాలాభాలు జయాపజయాలు వీటినన్నింటినీ సమం చేసేది అనేది ఒకటి అంటే అర్థం ఏమి అంటే ఒట్టి సుఖమే ఉంటుంది అని కాదు ఒట్టి జయమే ఉంటుందని కాదు ఒట్టి లాభమే ఉంటుందని కాదు సుఖమున్నా దుఃఖమున్నా లాభమున్నా అలాభం అంటే నష్టం ఉన్నా జయమున్నా అజయమున్నా అంటే అపజయం ఉన్నా కూడా దాన్ని సమంగా చూడగలిగినటువంటి స్థితికి రావాలా అప్పుడు సంస్కారం